బావా అందులో నా కవర్ ఏమన్నా ఉందా ఏ కవరు అదే మా నాన్న నెల పంపించే డిడి లేదు అయితే నాకు టూ థౌసండ్ రూపీస్ ఇవ్వు బాబా నేను షాపింగ్ వెళ్ళాలి టూ థౌజండా ఏమిటి అసలు ఈ బిల్లు కట్టలాగా చూస్తున్నావు ఐదు వేలు షార్టేజ్ మధ్య నీ కూడా ఏమిటి after all two thousand rupees అడిగితే ఇవ్వనంటావేంటి నేను ఇవ్వను అంటలేదు ప్రస్తుతం కుదరదు అంటున్నాను అసలు మనకు రావాల్సిన పద్దులు రావట్లే పద్దు అయితే ఎక్కడైనా అప్పు చేసి ఇవ్వు <laughs> ఈ ఊళ్ళో మనకు అప్పులు ఇచ్చేవాడు ఉంటాడా ఈ మహానగరంలో నీకు చిన్న అమౌంట్ సర్దుబాటు చేసేవాళ్లేరా చూడ్డానికి ఇంత పెద్ద హోటల్ పెట్టుకున్నావు నువ్వు వేస్ట్ బావా ఓయ్ అమృతరావు వస్తానండి అబ్బా వస్తానండి నా పాలట నువ్వు ఉరుమైతే ఆయన పిడుగు ఇప్పుడు నా నెత్తి మీద ఏమేస్తాడో తెలియదు ఏమైందని అలా గింకరించారు కిచెన్ లో సరుకులన్నీ నిండుకున్నాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి వెళ్ళదా నిన్న మీరిచ్చిన లిస్టు సర్వానికి ఇచ్చి పంపించేశాను అయినా ఇంకా రాలేదే ఏంటి ఖాళీ సంచులతో వచ్చావు పోయిన నెల బిల్లు కట్టలేదని తిట్టి క్యాష్ అండ్ క్యారీ అన్నాడు సార్ వాడు అరే వాడు బిల్ సెటిల్ చేయమని పోయిన వారం డబ్బిచ్చాను కదా అదే నా శాలరీ అడ్వాన్స్ గా అడ్జస్ట్ చేసుకున్నాను ఏంటి మీ శాలరీ అడ్వాన్స్ గా మీకు మీరే సెటిల్ చేసుకున్నారు <laughs> ఇప్పుడు ఈ సర్కిల్ గురించి నేను ఎవరిని తెప్పించాలి బెరర్ అగోరించు లాస్ట్ టైం అలాగే సార్వాడు దీనికి చిల్లర ఉండే ఏమిట్రా ఇది క్రెడిట్ కార్డు ఆ మాత్రం తెలీదు ఓ అరువు కూడా ఇస్తారా నీకు అసలు ఏమీ తెలీదు బాబు ఓసారి ట్రా ఏంటండి ఏంటి ప్రాబ్లం బిల్లే ఏంది యాభై రూపాయలే కదా క్యాష్ ఇచ్చేయి క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేయరా అటువంటి సౌకర్యాలు మా దగ్గర లేవండి ఏమండి ఇంత పెద్ద హోటల్ పెట్టుకున్నారు క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేసే మిషన్ లేదా ఆఫ్టర్ కిల్లి కోట్లో బడ్డీ కొట్లు మెయింటైన్ చేస్తున్నారండి సరే ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు ఏం చేద్దాం క్యాష్ లేదా ఏమండి మీరేం కంగారు పడకండి ఒక హాఫ్ అన్ అవర్ సెక్యూరిటీ కింద ఈ కార్డు మీ దగ్గర పెట్టుకోండి నేను క్యాష్ తీసుకొచ్చి మీ బిల్ మీకు పే చేస్తాను ఓకే కంగారు పడకండి ఈ ప్లాస్టిక్ ముక్కని షూరిటీగా పెట్టుకున్నారా ఆడు మళ్ళీ తిరిగి వస్తారంటారా మన దగ్గరికి బోడి నీకు ఇవ్వాల్సిన యాభై రూపాయల బిల్లు కోసం యాభై వేల రూపాయలు ఖరీదు చేసే కార్డు ఇక్కడ ఎవ్వడం వదలడు వాడు వస్తాడు యాభై వేల దీని విలువ ఇంత తెలిసి ఈ ఫెసిలిటీ మన దగ్గర ఎందుకు పెట్టలేదండి లోన్ అడ్వాన్సులు క్యాష్ అడ్వాన్సులు శాలరీ అడ్వాన్సులు వీటికి మాత్రం స్వయంగా బాధ్యత తీసుకుంటారు పెడతాం కదా అన్ని త్వరలో అరగంట అయింది వస్తానంటారా నీ అనుమానాన్ని నా పాలిటి పెనుభూతం చేయకు హలో ఏంటి భూతం అంటున్నారు మాయమైపోయిన అనుకుని కంగారు పడతా లేదండి సరే రేపు మీరు నా అలాగే ఏ హోటల్కో సూపర్ మార్కెట్కో వెళ్ళారనుకోండి డబ్బులు మర్చిపోతే పే చేయడానికి క్రెడిట్ కార్డు ఉందా లేదే లేదా అలా పక్క రండి మాట్లాడుకుందాం రండి నేను Tokyo bank Shanghai bank Dubai bank Afghanistan bank London bank New York బ్యాంక్ల క్రెడిట్ కార్డు రిప్రజెంటేటివ్ని ఇంతకీ మీ శాలరీ ఎంత అప్పడంగా పన్నెండు వేలు అవి కాకుండా లోన్స్ అడ్వాన్సులు అమృతం ఇప్పుడు అవసరమా అయితే మీ క్రెడిట్ ఫిఫ్టీ థౌసండ్ దాకా వస్తుంది అయినా క్రెడిట్ ఈ రోజులో క్రెడిట్ కార్డు ఉంచుకోవడం స్టేటస్ సింబల్ అండి దానికి ఉన్న అడ్వాంటేజ్ మీకు తెలియట్లేదు ట్రైన్ టికెట్ కూడా తీసుకొచ్చా ఒక ట్రైన్ టికెట్ ఏంటండి bus ticket air bus ticket ship ticket parking ticket కూడా తీసుకోవచ్చు అయితే నాకు కూడా ఒకటి ఇవ్వండి అయ్యో నీకెందుకు నీకెందుకమ్మా క్రెడిట్ కార్డు నా కోసం కాదన్నయ్య ఈ మధ్య మా ఆయన ఊర్లు పట్టుకుని తిరుగుతున్నారు కదా అందుకోసం మీ వారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివా ఆ ఫిష్ మార్కెట్ లో అతనికి ఉద్యోగం లేదు ఆవిడే సంపాదిస్తుంది అయితే మీకు ప్రైమరీ కార్డు మీ వారికి యాడ్ ఆన్ కార్డు ఇవ్వచ్చు యాడ్ ఆన్ కార్డా అంటే కార్డ్ హోల్డర్ ఫ్యామిలీలో ఇంకో మెంబర్ కి అదే క్రెడిట్ కి ఇంకో కార్డు ఇస్తాం అనమాట అంటే వాళ్ళు ఖర్చు పెడితే మేము బిల్ కట్టాలా అయితేనే కన్వీనియంట్ గా ఉంది కదా ముందు మీరు ఈ ఫార్మ్స్ ఫిలప్ చేయండి వారం రోజుల్లో మీ కార్డు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను ఒకసారి పెన్ ఇస్తారా శాంత గారు ఏంటి అంత స్పీడ్ గా ఉన్నారు నాకున్న చిన్న చిన్న అవసరాల్ని సాలరీ వచ్చేంత వరకు వాయిదా వేసుకోలేను కదా అయితే మీకు స్టీల్ కార్డ్ సరిపోద్ది స్టీల్ కార్డ్ స్టీల్ కార్డా స్టీల్ కార్డ్ అంటే ఆడవాళ్ళు స్టీల్ సామాన్లు కొనుక్కోడానిక <laughs> అమృతం స్టీల్ కార్డ్ అంటే స్టీల్ సామాన్లు సిల్వర్ కార్డ్ అంటే వెండి పట్టీలు గోల్డ్ కార్డ్ అంటే బంగారు గాజులు కొట్టడానికి కాదు అవి కార్డుల్లో వెరైటీస్ ఎగ్జాక్ట్లీ ఇన్కమ్ని బట్టి క్రెడిట్ లిమిట్ క్రెడిట్ లిమిట్ని బట్టి టైప్ ఆఫ్ కార్డ్ని డిసైడ్ చేస్తాం ఇన్ని టైప్ ఆఫ్ కార్డ్ సప్లై చేస్తారు ఇంతకీ మీదేం టైప్ ఆఫ్ కార్డు పంచలోహ కార్డు పంచలోహ కాడ అబ్బా అన్ని కలిసిన అండి ముందు మీరు ఫామ్స్ ఫిల్అప్ చేయండి ఎవరికి ఏ కార్డులు కావాలో చెప్పాలి కదా <laughs> నాకు స్టీల్ కార్డు మా ఆయనకి దాని మీద యాడ్ ఆన్ అంటే ఇనప కార్డు అనమాట అయితే నాకు సిల్వర్ కార్డు మా పద్దుకి యాడ్ ఆన్ ఏహే టీనేజ్ అమ్మాయిలకి కార్డు ఎందుకు క్యాంటీన్ ఖర్చులు ఇవ్వకపోతే నా పరువు తీసేలా ఉందండి అయితే నాకు gold card with add on తప్పకుండా మీకు యాడ్ ఆనా అవును మీకు యాడ్ ఆన్ ఎందుకండి సర్వం కోసం అంటే మన అందరి కోసమా అబ్బా మన సర్వం గాడి కోసం వాడికి ఎందుకండి క్రెడిట్ కార్డు ప్రతి చిన్న విషయానికి నేను షాపింగ్ ఎందుకు వెళ్తాను వాడు పర్చేస్ చేస్తాడు నా కార్డు మీద అబ్బా తొందరగా ఫామ్స్ ఫిల్అప్ చేయండి వన్ వీక్ లో మీ అందరికి కార్డ్స్ వచ్చేస్తాయి అమ్మయ్యా విజిటింగ్ కార్డు పోయినా క్రెడిట్ కార్డు వస్తుంది ఎంత సంతోషంగా ఉందో నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ క్రెడిట్ అడ్వాన్స్ లోన్ అడ్వాన్స్ తగ్గినాయి ఎంత ఇది రెండు కిలోల క్యారెట్ మూడు కిలోల బీరకాయలు నాలుగు కిలోల బంగాళదుంపలు కేజీన్నర క్యాబేజీ ఒక పది నిమ్మకాయలు రెండున్నర కేజీలు బీన్స్ ఒక పది మామిడికాయలు రెండు కేజీలు టమాటా మొత్తం అంతా కలిసి నూట ఇరవై ఐదు రూపాయలు అదేంటి డబ్బు లేకుండా ప్లాస్టిక్ ఇస్తున్నారేంటి డబ్బు నేను ఇవ్వను టోక్యో బ్యాంక్ ఇస్తుంది అయితే కూరగాయలు జపాన్ వెళ్ళి కొనుక్కో ఓకే స్టాప్ స్టాప్ ఎంత సెవెంటీ రూపీస్ <laughs> ఇందా ఏంటిది గోల్డ్ కా గోల్డ్ గోల్డా ఏ, ఏం చేస్తారా మీరు గోల్డ్ అన్నారు కదా రోల్డ్ గోల్డా మంచి గోల్డా అని గీకి చూస్తున్నాను రోల్డ్ గోల్డ్ మంచి గోల్డునా మిషన్ లేదా మిషన్ లేదు దారం లేదు ముందు డబ్బులు ఇవ్వండి అమ్మగారు డబ్బులు బదులు మీరు ఫోటో ఇచ్చారు అది క్రెడిట్ కార్డ్ అయ్యా రేషన్ కార్డా దీని మీద పూలు ఎవరమ్మా కాదు బాబు అది క్రెడిట్ కార్డు దాని మీద బిల్ చెయ్యి రెండు రోజుల తర్వాత నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అప్పుడు పూలు వాడిపోతే కానీ ఇల్లు వెళ్ళమ్మా ఆ <laughs> అలా చూస్తూ నిలబడతావే స్వైప్ చేయి ఇలా లో పెట్టా ఇందులో కదా క్రెడిట్ కార్డ్ మిషన్ లో పెట్టా మా వద్ద బేడ్ మిషన్ ఉంది కానీ క్రెడిట్ కార్డ్ మిషన్ లేదు సార్ కార్డు మిషన్ లేదా మరి ఇదెందుకు చిల్లర ఖర్చుల కోసం క్రెడిట్ కార్డు తీసుకుంటే వాడు అక్సెప్ట్ చేయట్లేదు కార్డు కస్టమర్స్ ఉన్నాం గానీ బిజినెస్ మెన్లే లేరు దీన్నే పందికి ముత్యాల ముగ్గు పుడక చేయించడం అంటే అండి మొన్న పంది మాసం కొందామని షాప్కి వెళ్ళి క్రెడిట్ కార్డు ఇవ్వబోతే వాడు ఫోర్క్ తో పడిపోయాడు దాని ఎక్స్ప్లెనేషన్స్ అర్థం కాక చూస్తుంటే మళ్ళీ నీ ఎక్స్టెన్షన్స్ ఏమిట్రా లేకపోతే దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగ అయ్యో బాబోయ్ ఈ క్రెడిట్ కార్డ్ బిల్లులతో గుండె చిల్లులు పడేలా ఉంది no problem good morning hello sir నాది credit card minimum limit fifty thousand నుంచి ఫైవ్ థౌసండ్ తగ్గించగలరా లేదు సార్ అలా కుదరదు మినిమం లిమిటే ఫిఫ్టీ థౌసండ్ ఉండాలి ఓ పోనీ యాడ్ ఆన్ కార్డ్ని క్యాన్సిల్ చేయగలరా వీలవదండి కావాలంటే దాన్ని మొక్కలు మొక్కలుగా కట్ చేసి పారేయండి ఓ నేను ముక్కలు ముక్కలు కట్ చేస్తే పొద్దున్న ఎక్కడికక్కడ చీరేస్తుంది సర్వం ఏంటి సార్ వాడు నా క్రెడిట్ కార్డు కనిపించట్లేదురా ఎక్కడ పెట్టేశాను ఏమో నేను చూడలేదే విట్రా అది గోల్డ్ కార్డు అన్లిమిటెడ్ ఇప్పుడు ఏం చేయాలి ఆ బ్యాంక్ వాడికి ఫోన్ చేయండి హలో అబ్బా ఏంటండి ఉన్న పలంగా రమ్మని ఫోన్ చేశారు మరి నా క్రెడిట్ కార్డు మిస్ప్లేస్ అయిపోయింది ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు దీనికి ఎంత కంగారు పడతారేంటి డియాక్టివేట్ చేసేద్దాం జస్ట్ వెయ్యి రూపాయలు మళ్ళీ కొత్త కార్డు వచ్చేస్తా వెయ్యి రూపాయల నాకు కుదరదా కుదరదా మీ క్రెడిట్ కార్డ్ అన్లిమిటెడ్ అన్న సంగతి మీకు తెలుసా తెలుసు అయితే పొరపాటున అది కానీ ఎవరికైనా దొరికింది అనుకోండి చెయ్యి ఇదిగో డియాక్టివేట్ చెయ్యి ఎప్పటికే రెండు నిమిషాలు వేస్ట్ చేశారు ఈ లోపల ఎవరికైనా దొరికేస్తే ఇంకో నిమిషం వేస్ట్ చేయద్దు చెయ్య హలో నేను జమ్లింగ్ అని మాట్లాడుతున్నాను మా అంబుదినమ్మ గారి క్రెడిట్ కార్డు డియాక్టివేట్ చేయాలి నెంబరా నెంబర్ చెప్పండి four one two nine five six seven eight one two four eight two nine double zero yes అదే నెంబరు వెంటనే చేసేయండి ఏమండే ఇంత పొడుగు నెంబర్ గుర్తుపెట్టుకున్నారు ఇంత చిన్న కార్డు ఎక్కడ పెట్టారో మర్చిపోయారా ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో పెట్టానయ్యా గుర్తురాట్లేదు సార్ ఇందాక మీరు వేసే చారల చెడ్డీలో ఇది దొరికింది సార్ ఏమండే ఏమన్నా అంటే అన్నానంటారు క్రెడిట్ కార్డ్ సారల్ రాయర్లో కాదండి టేబుల్ రాలో పెట్టుకోండి మాకు తెలిసిన వెళ్ళవా ఇప్పుడు అది ఎందుకు అందులో పెట్టుకోవడం కొత్తగా వస్తుంది కదా అది పెట్టుకోండి మరి ఇదేం చేయను నాలుగు అక్కడ కామెడీ జరుగుతుంటే ఇక్కడ నీ ట్రాజడీ ఏంటి ట్రాజడీ ఏమిటి ఈ నెల మినిమం డ్యూ ఏడు వేలు అప్పుడే పదిహేను రోజులు దాటిపోయింది ఏమవుతుందో ఏమిటో ఏమిటి దౌర్జన్యం దౌర్జన్యం కాదు మినిమం పేమెంట్ మీరు బిల్లు కట్టినందుకు అంటే పదిహేను రోజులు లేట్ అయితే టీవీ పట్టుకెళ్ళిపోతారు మీరు వచ్చే నెల జూ కట్టకపోతే ఆ ఫ్రిడ్జ్ కూడా పట్టుకుపోతాం ఆహా ఫ్రిడ్జ్ కూడా పట్టుకుపోతారా మీరు పట్టుకెళ్ళనివ్వకపోతే వద్దులే మీకు అంత అవసరం లేదు ఏమిటి టూల్స్ చైన్స్ స్క్రూ డ్రైవర్ సుత్తి సైకిల్ షాప్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా రికవరీ టూల్స్ ఏం అక్కర్లేదు పెట్టేసే పెట్టేసేయండి మా పెట్టేసి పెట్టి పెట్టి ప్లీజ్ థ్యాంక్ యూ మీకేం కావాలో పట్టుకోండి పండి టీవీ ఫ్రిడ్జ్ కూడా పట్టుకోండి uh, వచ్చే నెల ఇన్స్టాల్మెంట్ నో ప్రాబ్లం ఫిల్లెట్ ఒక్క మక్క తీసుకోండి హాయిగా తీసుకోండి వెయిట్ ఎక్కువ పర్లేదా మేనేజ్ uh, చేయగలరా okay okay all the best all the best bye bye bye all the best ha ఇల్లు అలగ్గానే పండగ చేసుకుంటాం కాదు మన తాహతు తెలివి తెలిసి ప్రవర్తించాలి కార్డే కదా అని ఖర్చు పెడితే ఏమైందో చూశారుగా నా స్టేటస్కి నేను అన్లిమిటెడ్ గోల్డ్ కార్డు తీసుకున్నా నెలకి ఒక్క రూపాయికి మించి ఖర్చు పెట్టట్లేదు ఇక్కడే పడి మేస్తుంటే ఆ క్రెడిట్ కార్డు ఎందుకు నాలుగు తీసుకోవడానిక ఎప్పటికైనా నన్ను చూసి నేర్చుకోండి పనికి మాలి ఖర్చులు మానుకోండి సార్ ఈ లిస్ట్లో ఉన్న భజన్ సీడీస్ ఇవ్వండి ఈ సీడీలు మా దగ్గర లేవండి మరి ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ అడ్రస్లో ఇంటర్నెట్లో దొరుకుతాయి ఈ వెబ్సైట్లో ట్రై చేయండి నేను ముందే చెప్పాను టీనేజ్ అమ్మాయిలు కార్డు ఇవ్వద్దని అలాగే నువ్వు కూడా అమృతం లే లే కనిపించిన ప్రతి బట్టల కొట్టులోకి దూరేసి ఎడా పెడ సమ్మర్ వేర్ వింటర్ వేర్ అని తెగ దులిపేశావు ఏ నేను మూడే మూడు సఫారీలతో సంవత్సరం అంతా నెట్టుకురావట్లేదు నువ్వు మాత్రం బఠానీ ఖర్చు కోసం తీసుకున్న క్రెడిట్ కార్డుతో బంగారు నగలు కొనేసావు ఇవాళ అమృతం కయ్యింది రేపు నీకవుద్ది ఇదిగో అమ్మాయి ముఖ్యంగా నువ్వు డిస్కో తెక్కుల్లోనూ ఇంటర్నెట్ కేఫుల్లోనూ క్రెడిట్ కార్డు అస్సలు వాడకూడదు సార్ ఈ సీడీలు కొంచెం ఇంటర్నెట్లో ఆర్డర్ చేసి పెట్టండి ఓకే కూర్చోండి కార్డ్ నెంబర్ చెప్పండి two two eight zero zero నేను చెప్పను మీకు నెంబర్ తెలిసిపోద్ది ఓపెన్ చేయండి నెంబర్ నేను చెప్తాను మీ టైప్ చేయండి okay zero one zero eight three five nine zero one order మొత్తం వచ్చేస్తుంది కదా మొత్తం వచ్చేస్తాయి చెప్పింది తలకెక్కిందా తల పగిలిపోయింది చాలా భారమైన క్లాసులు తీసుకున్నారు దన్నాలు రే సర్వం ఒక డజన్ స్ట్రాంగ్ కాఫీలు పెట్టరా వాళ్ళు లేడు ఏ ఎక్కడికి వెళ్ళాడు మ్యూజిక్ మాలిక్ పంపాను మన హోటల్లో భజన పాటలు పెట్టిద్దామని క్యాసెట్లు తెమ్మన్నా మీరు చెప్పిన క్యాసెట్స్ మ్యూజిక్ మాల్లో దొరకలేదు నీకేది దొరకదు సాంబార్ తప్ప ఇళ్ళ తయారావు చా ఇలా చెప్పేది పూర్తిగా వినకుండా ఊరికి ఎగురుతాడంటే క్రెడిట్ కార్డుతో ఇంటర్నెట్లో ఆర్డర్ చేశాను ఏటి బాబు ఇంటర్నెట్లో క్రెడిట్ కార్డ్తో అప్లై చేశారా ఆహా అద్భుతం ఈ బాస్ మిమ్మల్ని చాలా తక్కువ అండర్స్టిమేట్ చేశారు నా బంగారు నగలన్నీ తాగట్టు పెట్టి కార్డు బాకీ తీర్చాను బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు నువ్వు చాలా బెటర్ కొన్నది కుదవబెట్టుకున్నావు మా నేను మా మీసాల మామాసిని అడుక్కుని మరీ తీర్చాల్సి వచ్చింది ఒక చోట అప్పు చేసి ఇంకో చోట అప్పు తీర్చాను <laughs> అందుకే అన్నారు అప్పు లేనివాడే అధిక సంపన్నుడని నన్ను చూడండి నిశ్చల తత్వంతో స్థితప్రజ్ఞుళ్ళ అరచేతిలో స్వర్గం కనపడుతున్నా కళ్ళు నెత్తికెక్కకుండా కాళ్ళు నేల మీద ఉంచి బ్యాలెన్స్డ్గా ఉన్నాను పాస్వర్డ్ <laughs> మధ్యాహ్నం ఈ కొరియర్ వచ్చింది ఇవ్వడం మర్చిపోయాను నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వచ్చింది ఎంత తేలిగ్గా ఉందో చూడండి <laughs> చూడు bank of Baghdad credit card statement ఖర్చులు ఎలా చేయాలో చూసి నేర్చుకో Ambujanabham expenses to second hand striped khadi underwears fifty rupees add on Sarvam card expenses through internet bhajan CDs five hundred rupees French French perfumes 25,000 rupees. Star hotel expenses 1 lakh rupees. Huh? Home theater system 1 lakh 75,000 rupees. <laughs> Sports car six lakhs fifty thousand rupees total nine lakhs thirty thousand five hundred సర్వడు every dog has its day అవునరా సర్వం ఇవన్నీ ఎప్పుడు కొన్నావరా నాన్న నేనెక్కడ కొన్నాను సార్ వాడు అవి సర్వం కొన్నవి కావు ఇంటర్నెట్ లో కార్డ్ నంబర్ లీక్ అయితే ఏ కోన్ కిస్ కన్నా ఏదైనా కొనొచ్చు ఇన్ని నీతులు చెప్పి ఇంటర్నెట్ వల్ల చిక్కి ఇంటి వెనకాల కూలేవా అంబుజనాభా